ఏదో ఎదవ కరెంట్ మధ్యాహ్నం పూట ఒక అరగంట రెస్ట్ తీసుకుందామంటే ఉండదు మనలాగే రాత్రిపూట పడుకుంటుంది పగలంతా రెస్ట్ తీసుకుంటుంది ఏదో కరెంట్ హై బాబాయ్ చెవట కళ్ళంట కారిపోతుంది కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాడు కంప్లైంట్ ఇవ్వు బిల్లు కట్టడం మానేస్తే సరి తెక్క కుదురుతుంది పంపలో కన్నా బయట ఎండలోనే బెటర్ ఓయ్ ఇదేంట్రా ఏం చేయనురా ఈ ఎండవేడికి జనాలు తెగ లస్సీలు ఆర్డర్ ఇస్తున్నారు ఈ పవర్ కట్ ఒకటి మన ప్రాణాలు తీయడానికి పొద్దున కూడా అంతే ఇడ్లీ పిండిని రుబ్బు రోజుల్లో రుబ్బాల్సిన కర్మ పట్టింది అరవడు ఒక బత్తాయి నీ భాష తగలయ్యా అనాసని బత్తాయి అంటావు బత్తాయిని అత్తయ్య అంటావు అసలు అంతంత మాత్రంగా ఉన్న తెలుగు భాషని నువ్వు పొడిచే చంపే నేను కూని పడి నువ్వు వెళ్ళు ఇదేంట్రా కరెంటు బిల్ వచ్చేసరికి వర్షం కూడా ఆగిపోయింది దానికి కూడా షాక్ కొట్టుంటుంది మీరు సప్లై చేసే కరెంటుకి వచ్చే బిల్లుకి కాగితం ఖర్చు కూడా రాదేమో యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ముప్పై నాలుగు పైసలు సార్ ఎవరో ఎలక్ట్రిసిటీ బోర్డు మొత్తం నాకు అమ్మేసి బిల్లు చేశారు సార్ ఇది ఇక్కడ కాదండి సెక్షన్ హెడ్ కి చూపించాలే సార్ సెక్షన్ హెడ్ గారు కావాలి ఆయన పదకొండున్నరకు వస్తాడు కొంచెం తెల్లారేకరా సార్ టీ తాగడానికి వెళ్ళాడయ్యా సార్ ఏ సెక్షన్కి వెళ్ళాడు సార్ బా లంచ్కి వెళ్ళాడు సార్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళాడయ్యా పనిలోకి తప్ప అన్ని చోట్లకి వెళ్తున్నాడు యాభై వేలు దాటిన బిల్స్ అన్ని డివిజనల్ ఇంజనీర్ గారే చూస్తున్నారు సార్ ఆయన ఎప్పుడు కలవచ్చండి ప్రస్తుతం కుదరదు క్యాంప్కి వెళ్ళారు That's a better shot. మీ ఇద్దరికి కొంచెం కూడా టెన్షన్ లేదేంటి ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎన్ని సెక్షన్లు తిరిగినా ఒక్కడూ పట్టించుకోలేదారా బిల్లు కట్టద్దు చచ్చినట్టు వాళ్లే ఇక్కడికి వస్తారు కట్టబోతు ఊరుకుంటారా గాడిద గుడ్డు వాళ్ళేం చేస్తారా రే ముందు మ్యాచ్ చూడు లాస్ట్ ఫైవ్ అవర్స్ యా సమయానికి కరెంట్ పోయింది మిమ్మల్ని మా సార్ పిలుస్తున్నారు ఏ సారు డివిజనల్ ఇంజనీర్ సార్ ఇదిగో సార్ ఫీజు మీ కరెంట్ బిల్లు ఎన్నాళ్ళ నుంచి పెండింగ్ లో ఉందో మీకు తెలుసా తెలుసు నెల రోజుల నుంచి మరి ఎందుకు కట్టలేదు మీరు బిల్లు పంపిస్తే కడతామండి రాష్ట్ర బడ్జెట్ పంపిస్తే ఎక్కడి నుంచి కడతాం రాష్ట్ర బడ్జెట్ మరి ఒక్క నెలకే యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయల ముప్పై నాలుగు పైసలు బిల్లు వచ్చింది మరి మీటర్ ఫాల్ట్ అని కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదండి మీ ఆఫీస్ చుట్టూరు డిఫరెంట్ యాంగిల్స్ లో మూడు వారాలు తిరిగితే ఏమన్నా పట్టించుకుంటేగా సరే ముందు బిల్లు కట్టాలి తర్వాత మీటర్ సంగతి చూసుకుందాం అరే మీరు కనీసం మీటర్ కూడా చూడకుండా బిల్ కట్టమంటే ఎలాగండి ముందు మీరు మీటర్ సంగతి చూడండి తర్వాత కరెంట్ బిల్ సంగతి చూద్దాం సరే పదండి రండి ఎక్కడ ఉన్నాయో నల్ల నల్లగా కనిపించట్లే అదే కరెంట్ దయ్యం <laughs> మీటర్ బాగానే తిరుగుతుంది కదా ఇటు తిరగండి ఎస్ ఏమండి అది విష్ణు చక్రంలా గిరగిరగిరగిర తిరుగుతుంటే బిల్లు ఎక్కువ రాదా నో నో నో నో ఇవి చైనా మీటర్స్ చాలా యాక్యురేట్ గా పనిచేస్తూ ఉంటాయి సార్ ఒకసారి ఇలా తిరుగుతా మీకు అసలు బుర్రుందా ఏ అమ్మాయి ఏం నువ్వు మాట్లాడదు మరి మీరు ఫ్యూజ్ పీకేసా కూడా మీటర్ తిరుగుతూనే ఉంది ఏమండి ఇటు తిరగమంటారా చూసారా తప్పంతా మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఓకే ఓకే మీటర్ మార్చేస్తాను ముందు మీరు ఈ బిల్లు కట్టండి తర్వాత బిల్లులో అడ్జస్ట్ చేస్తాను ముందు నాకు ఈ ఫ్యూజ్ ఇచ్చేస్తే ఆఖరి చూసుకుంటా నో రూల్స్ ప్రకారం బిల్లు కట్టిన తర్వాత adjustment last over bill last over bill last over MVP as well as the man of the match, Saurav Ganguly. ఒరే క్రికెట్ హీనుడా బంగారం లాంటి మ్యాచ్ చూడనీకుండా చేశావు కదరా నీకు అసలు కల్చర్ ఉందా నువ్వు అసలు మనిషివేనా నీకు పశువుకు తేడా ఉందా ఉంటే మ్యాచ్ చూస్తుంటే ఫ్యూజులు తీయవరా అసలు నీ క్రికెట్ ఆట అంటే ఏంటో తెలుసా క్రికెట్ గురించి అందరికీ తెలుస్తున్నారా వీడి మేసకట్టు చూస్తుంటే క్రికెట్ ఆట కాదు కదా కనీసం గూటి పిల్ల కూడా ఆడి ఉన్నాడు నేను ఈ మీటర్ మార్చను గారు మ్యాచ్ అయిన తర్వాత మారుస్తాను ఇంకెక్కడ మ్యాచ్ అయిపోయిందిగా ఈ మ్యాచ్ కాదు మన మధ్య జరగబోయే మ్యాచ్ మన మధ్య జరగబోయే మ్యాచ్ ఏంటి ఎస్ మీ అమృత విలాస్ అంతా ఒక టీము మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా ఒక టీము ఈ మంత్ ఇరవై మూడునే మ్యాచ్ ఈ పదిహేను రోజుల లోపల మీటర్ ఎంత తిరిగితే అంతకు డబల్ కట్టాలి మీరు ఓడిపోతే మేము ఓడిపోతే బిల్లు మొత్తం మాఫీ చేస్తాం ఫ్రీగా కొత్త మీటర్ వేయిస్తాం ఒరేయ్ మీటర్ జీరో చేసి సీల్ చేయండి ఏమంటారు సరే మేమే గనక ఓడిపోతే డబుల్ కాదు వచ్చే బిల్లుకి ట్రిపుల్ పే చేస్తాం ముందు వెనక చూడకుండా ఈ పందానికి ఎలా ఒప్పుకున్నాం అమృతం మీరు ఊరుకోండి ఇంతకంటే మంచి అవకాశం మనకెక్కడ వస్తుంది మన మీటర్ రేసు గుర్రంలో పరిగెత్తి పదిహేను రోజుల్లో పాతిక వేలు బిల్లు చేస్తున్నారా అంటే డెబ్బై ఐదు వేలు అదేదో ఆ యాభై వేలు వాళ్ళకి కట్టుంటే వచ్చే బిల్స్లో అన్న తగ్గించేవారు కదా అతను గొప్ప ప్లేయర్ అయి ఉంటాడు ఈ మ్యాచ్ లో మనం ఓడిపోవటం ఖాయం సరైన పని ఎప్పుడు ఒక్కడు కూడా చేయవు అమృతం ఏముండో అతను గొప్ప ఆటగాడే అయి ఉండొచ్చు మరి నేను యూనివర్సిటీలో ఆడేటప్పుడు మూడు మ్యాచ్ల్లో ఇరవై ఐదు మంది బ్యాట్స్మెన్ ని అవుట్ చేసి పారేశాను ఏది పార్ట్నర్ గా ఉండే కాదు ఎంపైర్ గా ఉండే ఆంజనేయో ఉండండి రేయ్ ఆట రానోళ్ళు భయపడాలి కానీ మనం ఎన్ని మ్యాచ్లు టీవీలో చూడలేదు అంతేనంటవా అయితే ముందు టీం ఫామ్ చేసుకుందాం మనం వెరీ సింపుల్ రా ఏముంది నువ్వు నేను ఆల్రౌండర్స్ మనం ఓపెనింగ్ కడతాం పద్దు శాంతం మనల్ని ఫాలో అవుతారు ఈయన మిడిల్ ఆర్డర్ కి బ్యాక్ బోన్ అమృతం అడిగో మన పేస్ బౌలర్ కూడా వచ్చేసాడు ఏమయ్య అమృతరావు నేను విన్నది నిజమేనా ఆ కరెంటు బోర్డు వాళ్ళతో ఏదో పని వేసావట అవునండి అత్యవసర పరిస్థితుల్లో తప్పలేదు ఏమిటయ్యా తప్పలేదు నువ్వు ముందు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేస్తాయి ఆ చేసేస్తాం అప్పుడు ఆ యాభై ఆరు వేల బిల్లు మీరు కడుతురు గాని నేనెందుకు కడతాను మరి ఖాళీ చేయమన్నారు కదా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏముంది మిమ్మల్ని కూడా మా టీంలో జాయిన్ అవ్వమంటున్నాం సరే ఆరుగురు రెడీ ఏడుగురు రెడీ మా ఆవిడ కూడా ఆడుద్ది చీర కట్టుకుని క్రికెట్ ఎలా ఆడతారండి ఆవిడ ఆవిడ ఎప్పుడు జీన్సే వేస్తుందయ్యా <laughs> ఏమండి ఏమండి నేను జీన్స్ వేస్తాను నేను కూడా వేసుకోండి ఇందులో తప్పే ఉంది అయితే ఎయిత్ మెంబర్ ఎవరు మరి ఇంకెవరు మన సర్వేశం హాస్టల్లో చదువుతున్న మన ఎంసెట్ రాంబాబు నైన్త్ మెంబర్ బాగా ఆడతాడు ఇంకిద్దరు బ్యాలెన్స్ అంతే సార్ నమస్తే నువ్వా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడ పని దొరకలేదు సార్ చే ముందు పో బయటికి ఎక్కడి నుంచి బాగు నేను నిన్ను మళ్ళీ అపాయింట్ చేస్తున్నాను వద్దు మీరు ఉండండి బావా మన టెన్త్ డౌన్ రెడీ ఇంకొకడు మిగిలాడు సార్ వాడు ఇతను సాపాడు మిక్కి బిల్లు దొడ్డిల్లే అని చల్లుతున్నాడు ఏంటి తినేసి డబ్బులు లేవంటున్నాడా ఆమా అయితే లెవెన్త్ మెంబర్ రెడీ ఇది అమృతం. నాకు వండర్ఫుల్ ఐడియా వచ్చింది నువ్వు అర్జెంటుగా శ్రీలంక వెళ్ళి అక్కడ జరుగుతున్న ఇండియా శ్రీలంక ఫైనల్ మ్యాచ్ చూసిరా ఆ ఆటలోని మెరకులు నేర్చుకున్నారా అవును అక్కడికి వెళ్తే ఆట మీద మంచి అవగాహన కూడా వస్తుంది ఆట మీద అవగాహన రావాలంటే నేను శ్రీలంక వెళ్ళాలి అవును ఇదేంటి ఇల్లు క్రికెట్ నేర్చుకుందామని ఇండియా నుంచి శ్రీలంక వస్తే వీళ్ళందరూ గ్రౌండ్లో ఆడకుండా డ్యాన్సులు చేస్తున్నారేంటి లేకంగా చేతులు పెడుతున్నారు ఆకాశం చూస్తే మబ్బులు పట్టేసినట్టుంది వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోతున్నాము ఎందుకైనా మంచిది శ్రీలంక కోచ్ను పట్టుకుని క్రికెట్లో మెలుకులు తెచ్చేసుకుంటే better coach, sir, how to play batting? Yes, move the bat. It's very easy. What about uh, bowling? Throw the ball. Very easy. Are you playing any match? My team and the electricity board team playing cricket in India, yeah. Is it a competition? Yeah, yeah, yeah, exactly. You have a coach? No, coach. We are not players. Yeah. no problem. I'll coach you. Oh, thank you. Thank you very much, it's Mr. Okay, Davis. It's okay. Don't be afraid. You can learn it fast. ఇంకా భయం లేదు తెల్లోడు నువ్వు అండగా ఉన్నావుగా ఇంకా మేము సింపేస్తాం Okay, see you. మా హోటల్లో టిఫిన్ చాలా బాగుంటది ఇండియా వచ్చినప్పుడు మీరు రండి. ఓ డి మోంగియా థర్టీ సిక్స్ ఇటు చూడరా ఇండియా నుంచి వచ్చామా ఓ, నీ స్టైల్ మేము ఆడతాం రా క్రికెట్ ఓ జయసూర్య స్లో అండ్ స్టడీ రా పరిగెడతాడు ఏవైనా సరే క్రికెట్ నేర్చేసుకోవాలి ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళని చెత్త కింద ఒడగొట్టేయాలి ఆ ఐడియా బైనా క్లాకర్స్ అయితే దగ్గరగా కనిపిస్తారు ఈజీగా నేర్చేసుకోవచ్చు బైనా క్లాక్స్ ఒకసారి ఎవరా ఆరు చూసి నేర్చేసుకుంటానా my team and electricity board team playing cricket బైనా క్లాకర్స్ అయితే దగ్గరగా కనిపిస్తారు ఈజీగా నేర్చేసుకోవచ్చు ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళని చెత్త కింద ఒడగొట్టేయాలి ఏ హీరో శ్రీకాంత్ ముందు డ్రీమ్ లోంచి బయటికి రా బుద్ధి లేకపోతే అంత దూరం వెళ్ళి మ్యాచ్ చూసి డబ్బులు తగలెట్టే బదులు ఆ బిల్లే కట్టుకుంటే అసలు మ్యాచ్ ఆడక్కర్లేదు కదా పనికిరాని ఆలోచన మాని వెళ్ళి మ్యాచ్ ప్రాక్టీస్ చేద్దాం పదండి ఫారెన్ వెళ్దామన్నా నాకు పాస్పోర్ట్ ఫార్వర్డ్ డిఫెన్స్ అంటే కాళ్ళు దూరం ఉండాలి ఓహో రైట్ బ్యాక్వర్డ్ డిఫెన్స్ అంటే కాళ్ళు దగ్గరకు ఉండాలి దగ్గరకే ఉన్నాయిగా రేపు కూడా ఇందాక చెప్పినట్టు ప్రాక్టీస్ చేయి ముందు వికెట్స్ దగ్గర నిలబడాలి ఆ తర్వాత స్కోర్ దాని అంతటా అదే వస్తుంది నీ బొంద వస్తుంది చేయలాగుతుందా నన్ను పట్టుకుంటా ఉన్నాయా పట్టుకోరా ఏం పట్టుకున్నావు సీసా పట్టుకోమంటే ఈ ఏ పట్టుకోవాలి తెలియదు దరిద్ర పెదవా మీ అందరికీ పది రోజులు బెడ్ రెస్ట్ కావాలి ఈలోగా ఎవరన్నా కాలు కదిపితే ఇంకో పది రోజులు ముడుచు పడుకోవాలి రా ఏం చేసావు వాళ్ళు నాకు చేసిన అన్యాయానికి మీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా చూడు నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయటం నీ తోటి బ్యాట్స్మెన్ ని రన్అట్ చేయండి ఓకే <laughs> ఓకే గురుగారు అవన్నీ నాకు వదిలేయండి మ్యాచ్ ఫిక్సింగ్ లో నన్ను మించిన ఎదవలేడని నేను నిరూపించుకుంటాను కదా సరే వాళ్ళ టీంలో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఎవరు వాళ్ళ టీంలో ఆ రాంబాబు కూడా తప్పించి బ్యాట్స్మెన్ ఎప్పుడు లేరు సార్ గుడ్ గుడ్ గుడ్ చూడు నువ్వు చాలా జాగ్రత్తగా <laughs> అమృతం అమృతం ఎందుకు అరుస్తారు ఇక్కడే ఉన్నానండి ఒక్కరోజు ప్రాక్టీస్ చేసినందుకు పద్నాలుగు రోజుల నుంచి సీసా నా చేతికి అతుక్కుపోయింది రేపే మ్యాచ్ ఇంతవరకు ప్రాక్టీస్ లేదు మీరు చూస్తే సుంచలం అవుతున్నారు బా అమృతం నువ్వెందుకు వరి అవుతావు మనం మ్యాచ్ లెక్క ఏర్పాట్లు నేను చేశాను కదా కొంపతీస్ ఆ కరెంట్ మనం చేస్తారా ఒకసారి అటు చూడు సార్ నాదే ఆకురాయి లాంటి లెగ్గు ఇంకో ఎలిఫెంట్ లెగ్ని తీసుకొచ్చారంటే ఎలిఫెంట్ కాదయ్యా అతను అంపైరు ఎంపైరా కోచే మనల్ని ఏం చేయలేకపోయాడు ఈ అంపైర్ ఏం చేస్తాడు ఏం చేస్తాడేంటి మన మ్యాచ్ అంపైరు మన అంపైర్ అవ్వబోతున్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు చేస్తారనుకున్నా ఎంపైర్ కూడా చేస్తారా మరి ఇంతకీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దుబాయ్ నుంచా కాదు ఇంకా పవర్ఫుల్ లోకల్ అమ్మో చాలా డేంజరస్ ఇంతకీ ఏం తీసుకుంటాడు ఫుడ్ తింటాడా సార్ ఆడికి ఫుడ్ నేను పెట్టలేను డబ్బులు ఎంతో కొంత సెటిల్ చేసి అమృతం నువ్వు వెళ్ళి బిర్యానీ పెట్టరా ఇది లై తీసుకోండి నువ్వు నీ తెగడతాను జేబులో పెట్టు వెళ్ళు ఫుల్లుగా లాగించు రామ్ అమృతం లేట్ అయిపోయింది ఇంకోటి ఏదైనా పెట్టరా బిర్యానీ ఒక్క పొడి నవ్వులేట్టు నవ్వులేశాడు ప్లేటులు అయ్యి ఇదిగో పూరి నెక్స్ట్ ఐటమ్ డెసిషన్స్ అన్ని మన ఫేవర్ లో రావాలి మంచి మసాలా కొంచెం మినరల్ వాటర్ పడరా మినరల్ వాటర్ కంపల్సరీ కంపల్సరీ ఇది తాగండి ఏ శాస్త్రి అవి గాని తాగే ఉంటే చేస్తాం అమృతం వెళ్ళి మంచి నీళ్లు కేక్ పట్రా బాబు నాకు షుగరు నేను తినను బతికించావు అది సరేగానే మీరు ఎప్పుడైనా రంజీ మ్యాచ్లు ఆడారా నేను మా అంజిగడ ఆడుకోవడం తప్పితే రంజీలు ఎప్పుడు ఆడలేదండి వాళ్ళ టీములో ముగ్గురు రంజీ ప్లేస్ ఉన్నారండి బాబు నాకు నైవేద్యం పెట్టి లాభాలన్నదయ్యా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి రాత్రంతా వాన పడాలని ఆ దేవుని కోరుకోండి మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది వస్తా ఈ ముక్క చెవటానిక నా చికెన్ ముక్కలన్నీ తినేసావు నువ్వు అమృతరావు సార్ ఇప్పుడు ఏం చేయాలి వాన పడాలని మనందరం భజన చెయ్యాలి తానొచ్చే వరదొచ్చే వయసంటే తెలిసొచ్చే మటు చాటు పిచ్చు తడిసే బ్యాటు తోటి బంతి తడిసే మ్యాటు చాటు పిచ్చు తడిసే బ్యాటు తోటి బంతి తడిసే ఆకాశ గంగొచ్చింది మ్యాచ్ అంతా తుడిచేసింది గోదావరి పొంగొచ్చింది డ్రా చేసి బతికించింది సిటీ అంతా వరదలు వచ్చేస్తున్నాయి జనం అంతా పడవల్లో తిరుగుతున్నారు నన్ను కూడా పడవలో డ్రాప్ చేశారు ఇక్కడ ఐసీసీ ఫైనల్స్ లాగా మన మ్యాచ్ కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ <laughs> ఇదేంటి కేకు వర్షం పడుతుంది కేక్ తడవట్లేదేంటి అవును నిజమే కేక్ మీద పట్టలేదేంటి వర్షం ఈ విచిత్రం చూసారా చుట్టూరు వర్షం పడుతుంది కేక్ మీద మాత్రం పడుతుంది హైదరాబాద్ లో వర్షాలు ఇంతే అమృతం ఒక చోట పడితే మరో చోట పడదు అవును అబిడ్స్ లో పడితే లో పడదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పడితే ముషీరాబాద్ లో పడదు సంజయ్ సెవెంటీ ఎంఎం లో పడితే థర్టీ ఫైవ్ ఎంఎం లో పడదు <laughs> ఫోన్ అవుతుందండి అంజీ ఫోన్ చూడరా ఫేస్ అలా ఉంది ఏమైంది గ్రౌండ్ లో ఒక చుక్కవాన పడలేదట మన కేక్ మీద లాగే అందరూ మన టీం కోసం వెయిట్ చేస్తున్నారు love the chase and the hunt And I set the pace when I'm running I always take what I want and I always give it 100 Don't need a bank, no I'm funded Play the game like it's nothing I'm always thankful for something Don't take for granted, stay humble Now wake up!